ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా కట్టోట్ చూసి కొన్ని కొన్ని నమ్మే డోట్ కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయిదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు